ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ ఒక ఫెస్టివ్ మూడ్లో అందరూ ఉన్నారు మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను చాలా సంతోషంగా వచ్చాను సో ఈ నేను మాట్లాడే మాటలు కొంచెం లెంగ్త్ ఉంటాయి మీకు ఎస్ అంటే కంటిన్యూ అవుతాను వద్దంటే బాయ్ చెప్పారు కాకపోతే నేను చెప్పే మాటలన్నీ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆశిస్తాను ఇవాళ ఇక్కడ ఎక్కువ మంది యంగ్స్టర్స్ కనపడుతున్నారు గుడ్ అయితే మీ అందరికీ ఓకే ఓకే మీ అందరికీ మోటివేటివ్ మోటివేషనల్గా ఉండాలని చెప్పి కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో యూజువల్గా నైన్టీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్లో తను ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రవాడు సినిమా ఇండస్ట్రీలో ఏదో మా నాన్నగారు ఒకటి ఆరా క్యారెక్టర్లు చేసిన తనకి ఎందుకో ఈ ఇండస్ట్రీలో తనదంటూ ఒక ముద్ర వేయాలి తనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఒంటరిగా నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇవాళ ఒక చిన్న కుర్రవాడు ఇరవై ఒక్క సంవత్సరాలంటే మన కళ్ళ ముందు ఇంకా డిగ్రీ ఎంఏ ఆ చదివే వయసులో ఫిలిం ఇన్స్టిట్యూట్ చదివి ఈరోజు ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే ఇది మామూలు విజయం కాదు ఈ విజయం తాలూకు ఈ యొక్క క్రమాన్ని నేను అన్నయ్య గారితో పాటు పంచుకోవడం జరిగింది ఎందుకంటే మా ఇద్దరిది నా ఏజ్ ఇవాళ సిక్స్టీ టూ అరవై రెండు సంవత్సరాల అనుబంధం మా ఇద్దరికి చిరంజీవి గారి గురించి నాకన్నా ఎక్కువగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఎవరూ లేరు ఇండస్ట్రీలో నేనే చెప్పగలను నేనేదో గొప్పని కాదు ఆయన తమ్ముడుగా ఆయన అబ్జర్వ్ చేయటంలోనే సో మీకు ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారి బర్త్డే ఇప్పుడే కాదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో స్పెషల్ అకేషన్ మా ఇంట్లో అందరికీ అదొక పండగ మా అమ్మ అన్నయ్య బర్త్డే మాత్రం స్పెషల్గా అంటే పెద్ద కొడుకు అయినా స్పెషల్గా ఎప్పుడు గ్రాండ్గా చేసేది అమ్మ వన్ మోర్ థింగ్ చిరంజీవి గారిని ఇవాళ అందరూ ఒక మెగా హీరో వాట్ ఎవర్ గ్రేటెస్ట్గా మీన్ గ్రేట్ హీరోగా చూస్తారు కానీ ఆయన్ని నేను నా చిన్నప్పటి నుంచి హీరోగానే చూశాను ఎందుకంటే అన్నయ్య స్కూల్ చదివేటప్పుడు కానీ కాలేజీ చదువులు చదివేటప్పుడు కానీ అన్నయ్య ఒక అన్నయ్యలో ఒక ఆరా ఉండేది ఆయన చుట్టూ ఎప్పుడో ఒక పది మంది ఆయన పేరు కలవరిస్తా ఇంటికి వస్తా ఆయనతో పాటు ఒక పది మంది వెళ్తుండేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే నేను మిగతా చాలామందిని చూశాను ఈయనొక్కడికి ఏంటి ఇంత క్రేజు అని ఒక మా అంటే అప్పుడు నాకు ఒక స్పెషల్ అటెన్షన్ పెరిగింది కాకపోతే నన్ను చిన్నోడు కదా పక్కకి తీసుకెళ్ళాడు సో అతనికి ఆ ఇమేజ్ ఆ హీరో ఇమేజ్ చిన్నప్పటి నుంచి ఉంది సో ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఎంతవరకు వెళ్ళిందంటే ఒక తమ్ముడిని నిర్మాతగా ఒక తమ్ముడిని నిర్మాతగా నిలబెట్టి తనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు అది నేను ఇంకొక తమ్ముడు ఇంకొక తమ్ముడు Pawan Kalyan a vibrating name చెప్తాను పవన్ కళ్యాణ్ గురించి వినండి తను పవన్ కళ్యాణ్ ఒక ఒక నిరంతరం ఆలోచన ఒక ఏదో చేయాలన్న తపనున్నవాడు సో తన అనుభవాలు తన యొక్క భావాల్ని సినిమా మీడియా ద్వారా ఒక దర్శకత్వపు యాంగిల్లో చేద్దామని చెప్పి ఒక దర్శకుడుగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు చిరంజీవి గారు నువ్వు దర్శకత్వం ఎప్పుడైనా చేయొచ్చు కళ్యాణ్ బట్ నీలో ఒక స్పార్క్ ఉంది నీలో ఒక హీరో ఇమేజ్ ఉంది నువ్వు హీరోగా కరెక్ట్ తర్వాత ఎవరికి చేసుకున్నాడు తర్వాత డైరెక్టర్ డైరెక్టర్గా చేద్దు కానీ ముందు హీరో అవ్వమంటే కళ్యాణ్ బాబు అన్నయ్య మాటని కాదనకుండా అన్నయ్యని మాటని ఒప్పుకొని ఇవాళ ఇవాళ ఒక పవర్ స్టార్గా మీ అందరి ముందుకు వచ్చాడు త్వరలో అలాగే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే దమ్మున్న ఏకైక గొప్ప నాయకుడు అంత గొప్ప నాయకుడిని ఈ దేశ ఆంధ్రదేశానికి కానుక ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకి అందరం థ్యాంక్స్ చెప్పాలి అలాగే బన్నీ చరణ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ నిహారిక శిరీష్ వీళ్ళందరికీ కూడా ఒక బంగారు భవిష్యత్తు వేసినటువంటి మహానుభావుడు చెప్పాలంటే మా అన్నయ్య చిరంజీవి గారు ఆయన రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము కానీ ఇక్కడ అది మనం త్వరలోనే చూడబోతున్నాం చూస్తాం కుళ్ళిపోయిన రాజకీయాల మీద అస్త్రాన్ని ఎక్కువ పెట్టాడు జనసేనాని ఆ జనసేనానికి ఒక ఉడతా భక్తిగా నేను కూడా అదే పార్టీలో ఉంటూ ఆయన కోసం నా భుజం కాస్తున్నాను మేబీ నా సపోర్ట్ చాలా చిన్నదవ్వచ్చు బట్ అన్నకి నేను చేశాను ఇప్పుడు నా తమ్ముడికి నేను చేయాలి చేస్తాను కూడా తమ్ముడితో పాటు రాబోయే పన్నెండు పదమూడు సంవత్సరాలు జనసేనలో ఉండటానికి నేను నిర్ణయించుకున్నాను అయితే ఇక్కడ అన్నయ్య బర్త్డే కాబట్టి అన్నయ్య గారి గురించి ఇంకో మాట చెప్పాలి ఇంత సాధించిన చిరంజీవి గారిని ఎందుకు క్రిటిసైజ్ చేస్తారో ఎందుకు అన్యాయంగా మాట్లాడతారో ఎందుకు కొన్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని కొన్ని ప్రింట్ మీడియా సంస్థలు కానీ ఎందుకు విమర్శిస్తారో ఇప్పటికీ నాకైతే అర్థం కాదు ఒకవేళ చిరంజీవి గారు మేబీ వాళ్ళు అనుకున్నట్టు సరైన వ్యక్తి కాకపోతే నేను కూడా పట్టించుకోను నా కళ్ళ ముందు ఆయన ఎంత మంచోడో నాకు తెలుసు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడో మాకు తెలుసు అలాంటప్పుడు ఆయన విమర్శించిన అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శించిన ఎందుకో ఊరుకోలేను చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాను దానికి నన్ను కాంట్రవర్షియల్ పర్సను ఏదో ఒకటి చేస్తారంటారు బట్ నన్ను ఎవరు ఏమనుకున్న పర్లా నా అన్నని నా తమ్ముడిని ఎవడని అంటే మాత్రం తాట తీస్తా దానిలో ఏ డౌట్ లేదు అంటే నిజంగా చాలాసార్లు చాలా అంటే ఒక ఒకసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే ఒక మీడియా సంస్థ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ కరెక్ట్ కాదు వాడొక దొంగ అని చెప్పి ఒక ఒక డిబేట్ ఇంకొక గవర్నమెంట్ స్పాన్సర్డ్ మ్యాగజైన్ ఒకటి ఉంది దాని పేరు మీ అందరికీ తెలుసు నోరు తెరిస్తే ఆడు ఆ మ్యాగజైన్ సంబంధించిన వాడు వాడి గౌరవం కూడా ఇవ్వను వాడు చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు అలాగే కొన్ని పార్టీలు కొమ్ము కాసే కొన్ని మీడియా సంస్థలు చిరంజీవి గారి గురించి ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే తొయ్యదు కానీ ఇంతమంది ఎన్ని మాటలు ఎన్ని దారుణమైన మాటలు ఎన్ని చెడ్డ మాటలు ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి ఆయన తమ్ముళ్ళ గురించి ఎన్ని మాటలన్నా సరే అన్ని మాటల్ని పట్టించుకోకుండా ఓకే అంటే అన్నారు వాళ్ళ కర్మ నేనేం చేయాలి అంటూ ముందుకెళ్తూ ప్రజల కోసం ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించాడు కొన్ని లక్షల మంది ప్రజలకి అభిమానం యొక్క శక్తి అభిమానుల యొక్క సహాయంతో వాళ్ళ సహకారంతో రక్తదానం చేశాడు నేత్రదానం చేశాడు నిన్నే అనౌన్స్ చేశారు ఎక్కడో ఆయన త్వరలోనే ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే ఒక మంచి హాస్పిటల్ కట్టబోతున్నారు ఇంతకన్నా ఒక వ్యక్తి నుంచి ఏం ఆశిస్తారో కొంతమంది వ్యక్తులు నాకు అర్థం కాదు కానీ ఆయన మీద మాట పడితే ఎవడన్నా ఏదన్నా వాగితే ఇవాళ మేము మాట్లాడకల నేను మాట్లాడకర్లా ఎవడు మాట్లాడినా వాడిని అడ్డంగా నరికి నిలువుగా కీల్చి చేసే అభిమానులు ఉన్నారు అదే మా సంతోషం మీరే అన్నయ్య గారి బలం మీరే అన్నయ్య గారి స్ట్రెంగ్త్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన ఫ్యాన్స్లో అంత స్ట్రెంగ్త్ ఉంది మన జన సైనికుల్లో వీర మహిళల్లో అంత శక్తి ఉంది ఇవాళ మెగా ఫ్యాన్స్ అంటే okay they are mega fans కానీ అట్ ద సేమ్ టైం ఈ ఆవరణ దాటెళ్ళి రాజకీయ రంగంలోకి వస్తే వాళ్ళందరూ జన సైనికులు వీర మహిళలు అందరూ మీలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ రాజకీయానికి వెళ్లకుండా మ్యాటర్లోకి వద్దాం అయితే ఒక మీ అందరికీ తెలిసిన తెలియని విషయం ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా గుర్తులేని విషయం ఇంతవరకు ఏ మీడియాతోటి కూడా నేను ప్లీజ్ వన్ సెకండ్ రాజీ నేను మాట్లాడి క్వైట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అయినో అయినో నేను మాట్లాడాను ఇది చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సిన ఒక మాట ప్లీజ్ నన్ను మాట్లాడాను దయచేసి ప్లీజ్ నేను మాట్లాడాను ఇంకా మాట్లాడతాను కొంచెం టైం ఇవ్వండి ఇది ఇంతవరకు చిరంజీవి గారు కూడా తెలియని విషయం అంటే ఆయన కూడా మర్చిపోయిన విషయం జ్ఞాపకాల పొరల్లో చాలామంది మీడియాకు కూడా తెలియని విషయం చాలామంది వ్యక్తులకు తెలియని విషయం ఈ విషయం మీ అందరికీ ఒక మంచి మోటివేషనల్గా ఉంటుందని చెప్పి చెప్తున్నా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి అదేంటంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న యువకుడు ఒక రూమ్లో అద్దెకి తీసుకొని ముగ్గురు స్నేహితులు సుధాకర్ హరిప్రసాద్ చిరంజీవి గారు మాకేమి తాతలు ఇచ్చిన ఆస్తులు లేవు తండ్రులు ఇచ్చినటువంటి కోట్లు లేవు అక్రమంగా సంపాదించిన స్థలాలు లేవు ప్రాపర్టీస్ లేవు కేవలం ఒక పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ అతి నార్మల్ శాలరీతోటి నెలకు రెండు వందల రూపాయలు మెడ్రాస్కి పంపిస్తే చిరంజీవి గారికి దాంతో జీవించే ఉంటున్న వ్యక్తి అతను ఒక రూమ్లో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను చెప్తున్నాను ప్లీజ్ కోఆపరేటివ్ వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లో ఉండేవాళ్ళు అయితే అక్కడ పక్కన అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు పూర్ణ పిక్చర్స్ దానికి పూర్ణ కామరాజ్ గారని ఒక పెద్ద పెద్ద ఆయన ఉండేవారు అక్కడ వాళ్ళకి మేనేజర్ ఒకరు ఉండేవారు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు కొడుకు పేరు సూర్య అతను కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి చాలా కాలం చనిపోయి వాళ్ళ ఇంటికి ఆవిడ చాలా ప్రేమగా కుర్రవాళ్ళు పాపం ఏం తింటారో తినరో అని చెప్పి అప్పుడప్పుడు ఇంటికి కాఫీకి పిలవటం ఏదైనా టిఫిన్స్ చేయమని పిలవటం వీళ్ళతో కబుర్లు చెప్పడం ఇండస్ట్రీ వీళ్ళేమో వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ కదా వీళ్ళకి మంచి మంచి విషయాలు తెలుస్తాయని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాలి వాళ్ళ పిల్లలతోటి సుబ్రహ్మణ్యం గారితో ఇలాంటివి జరుగుతున్న సంఘటన ఆ రోజులు అలా జరుగుతున్నాయి ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాళ్ళు అయితే ఆ రోజుల్లో చిరంజీవి గారు ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళలేదు కాబట్టి ఏదైనా సినిమా ప్రివ్యూ వేస్తే ఆ పక్కన ఆయన పూర్ణ పిక్చర్స్ మేనేజర్ కాబట్టి ఆయనకి ఆయన డిస్ట్రిబ్యూషన్లో ఏదైనా సినిమాలు వస్తే బాబు మీరు వెళ్ళి సినిమా చూసిరండి ఎలా ఉందో చెప్పండి అని వీళ్ళని పంపించేవాళ్ళు అయితే ఒకనొక సినిమా అప్పట్లో అతను అప్కమింగ్ యాక్టరు సరే చిరంజీవి నువ్వు హరిప్రసాద్ సుధాకర్ వెళ్ళి చూసిరండి ఆ సినిమా ఎలా ఉందో చెప్పండి అని చెప్పి ఒక అఫీషియల్ హోదాలో రెస్పెక్టబుల్గా ప్రివ్యూ థియేటర్ పంపించారు ప్రివ్యూ థియేటర్కి వెళ్ళిన తర్వాత యూజువల్గా వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండేళ్ళు వీళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టారు ఆ హీరో వచ్చాడు అందరూ కూర్చున్నారు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ మేకప్ మన చిన్నోళ్ళు వాళ్ళెవరు వాళ్ళెవరో ఎవరు వాళ్ళకి సీట్ లేదని చెప్పి రెస్పెక్టబుల్గా పిలిచిన అతిథుల్ని లేపి వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళని నిలబెట్టారు ఆ నిలబెట్టిన వ్యక్తుల్లో అన్నయ్య సుధాకర్ హరిప్రసాద్ వీళ్ళు బయటికి వెళ్ళలేరు కింద అక్కడ కుర్చీలోనూ కూర్చోలేరు సినిమా అయ్యేదాకా ఓపిక్గా భరించారు సినిమా అయిపోయింది వెనక్కి వచ్చారు ఇక్కడి నుంచి అసలు విషయం వెనక్కి వచ్చిన తర్వాత అన్నయ్య గారు వాళ్ళు పక్క ఇంట్లోనే ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ రెడీ అయిపోయి సుధాకర్ హరిప్రసాద్ వెళ్ళిపోయారు ఆ ఆంటీ గారు ఇచ్చిన ఆ టిఫిన్లో లేదా కాఫీలో తాగుతూ కూర్చుంటే చిరంజీవి ఎక్కడ అని పిలిచింది ఆవిడ వస్తున్నాడు అంటే అని వాళ్ళ అబ్బాయిని పంపించాడు అరే సూర్య వెళ్ళి ఆయన చిరంజీవిని రమను టీ తాగుతాడు అతని ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి ఆవిడ కొంచెం ఆతరతగా చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారని పిలిపించింది అన్నయ్య గారికి అప్పుడు పింపుల్స్ ఉండేవి చాలా రకరకాల కేర్ తీసుకునేవాడు బికాజ్ ఇండస్ట్రీకి రాబోతున్నాడు కాబట్టి అప్పట్లో అలాంటి వైద్యాలు ఉండేవి ఆయన ఎట్లా ఉండేవాడంటే హెవీ ఎక్సర్సైజ్ చేయకపోయినా natural built almost six pack ఒకటే తక్కువ అంత బ్యూటిఫుల్ బాడీ ఉండేదానికి అయితే ఆయన ప్యాంట్ వేసుకొని షర్ట్ లేకుండా తలకి ఫుల్గా ఆయిల్ పెట్టుకొని అలా అద్దంలో చూసుకుంటే తల దూకుంటూ కూర్చున్నాడు వీడు వచ్చాడు పో మన పురాణం స్టోరీ చిరంజీవి నేను అమ్మ రమ్మంటుంది వస్తారులే వెళ్ళరా అన్నాడు ఆయన ఏదో కాలుతుంది అక్కడ నాకు అర్థం అవుతుంది రమ్మంది నిన్నాను ఏయ్ ఎలా వస్తారు అనగానే వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు అన్నయ్య వచ్చాడు కొంచెం మూడీగా కూర్చున్నాడు అక్కడ ఆమె కాఫీ ఇస్తే తీసుకుంటా ఏంటి సినిమా ఎలా ఉందంటే సినిమా బాగానే ఉందిలే ఆంటీ ఏం బాబు ఏమైంది అలా ఉన్నావు అన్నాడు అంటే మీరు పంపించారు మేము మీ గెస్ట్లు మాకేం వెనకాల సీట్లో కూర్చోవాలని కోరిక లేదు ముందు వరుసలో సీట్లో కూర్చుంటే ఆ సినిమాకి సంబంధించిన హీరో వాడు మమ్మల్ని లేపేసి నిలబెట్టి వాళ్ళ డ్రైవర్లని లేకపోతే వాళ్ళ మనుషుల్ని వాళ్ళ ఇంట్లో పనోళ్ళని అక్కడ కూర్చోబెట్టాడు ఎవరైనా కూర్చోవచ్చు తప్పులేదు కానీ మీ తరఫున వచ్చిన గెస్టులు కదా కనీసం మర్యాద లేకుండా మమ్మల్ని గుమ్మం దగ్గర నిలబెట్టాడు వస్తే మీకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు పంపించిన వ్యక్తులు అని చెప్పి భరించి వచ్చారంటీ వీళ్ళందరికీ బాగా బలిసి కొట్టుకుంటున్నారంటీ అన్నాడు ఆ రోజుల్లో ఆయన అన్నమాట వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎటువంటి పెద్దలు లేరు వీళ్ళందరూ బాగా కొట్టుకుంటున్నారండి అంతే ఆడంతే ఆడెప్పుడంతే అని ఆ హీరో గురించి ఆడేదంది కాదండి ఇదంతా అహంకారం సిఆంటీ టుడే ఐ విల్ షో ఈ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో కాకపోతే నన్ను అడగండి ఆ రోజు అన్నాడు ఆ విషయం సూర్యగాడు నాకు చెప్తే నాకు షాక్ ఈ విషయం అన్నయ్య గారు చెప్పిన అన్నయ్య గారు కూడా గుర్తులేదు ఆ విషయం ఈవెన్ చిరంజీవి గారు గుర్తులేదు కానీ సినిమాలో యాక్ట్ చేద్దామని సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చిన వ్యక్తికి ఒక వచ్చిన వ్యక్తికి ఇలాంటి అవమానం జరిగితే తిరిగి ఎలా దెబ్బ కొట్టాలని అదర్ దాన్ ఈజ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతాన్ని స్థాపించాలని వచ్చిన వ్యక్తికి ఈ యొక్క వెంజిన్స్ కూడా ఆయనకు తోడింది అల్టిమేట్ చెప్పాడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇంకా చాలామంది పెద్ద హీరోలు ఇంకా ఉన్నప్పుడు కూడా ఈ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరో నేనే అవుతాను ఈ ఇండస్ట్రీకి నేనే గుర్తుపెట్టుకున్నా అంటే చెప్పిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ హోప్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ మీ అందరు యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే have goals have motivation Chiranjeevi గారి కన్నా గొప్ప మోటివేటర్ ఎవరు లేరు ఆయన లైఫ్ కన్నా గొప్ప మోటివేటెడ్ లైఫ్ ఎవరికీ లేదు మీరు ఏదన్నా సాధించాలనుకుంటే think try to achieve one day you will achieve like how Chiranjeevi గారు ఈ రోజుకి అచీవ్ చేసింది మీరు అందరూ అచీవ్ చేయగలరు ఆయన బర్త్డే సందర్భంగా ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకున్నాను దయచేసి ఆ హీరో ఆయన అవమానించిన హీరో ఎవరో అడగండి మీ అందరికీ చాలామంది తెలుసు ఆ హీరో ఎవరో